hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates survey report జగన్కు జనం మద్దతు ఎలా ఉందంటే రానున్న ఎన్నికలకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో ముందుకు వెళుతున్నారు పార్టీ శ్రేణులను ప్రతి ఇంటికి పంపిస్తున్నారు ఈ ప్రభుత్వంలో జరిగిన మంచిని వివరిస్తూ ఒక విధంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఈ ప్రచార యాత్రలోనే ప్రజాస్పందన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు వారం రోజుల పాటు నిర్వహించిన మెగా పీపుల్స్ సర్వే ఫలితాలను మంత్రులు విడుదల చేశారు అందులో జగన్ పాలనకు అనూహ్య స్పందన కనిపించింది రికార్డు స్థాయిలో మద్దతు వచ్చింది జగన్ అన్నే మా భవిష్యత్ కార్యక్రమం సరికొత్త రికార్డును నమోదు చేసిందని మంత్రి జోగి రమేష్ చెప్పారు గడప గడపకు వెళ్లి జగనన్న సైన్యం ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తున్నారని చెప్పుకొచ్చారు కార్యక్రమానికి మద్దతుగా వారం రోజుల్లోనే నలభై ఏడు లక్షలకు పైగా కాల్స్ వచ్చాయని వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం విస్తృతంగా ఇంటింటికి మంత్రులు ఎమ్మెల్యేలు సమన్వయకర్తలు గృహ సారథులు వెళుతున్నారని చెప్పారు మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ప్రజలు నినాదాలు చేస్తున్నారని తెలిపారు పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో కార్యక్రమం జరుగుతోందని పేర్కొన్నారు జనం సీఎం వైఎస్ జగన్ స్టిక్కర్లను వాళ్ళిళ్లకు ఇష్టంగా అతికించుకుంటున్నారని తెలిపారు జగనన్న సైన్యం రాష్ట్రంలోని ప్రతి గడపకు వెళుతున్నారని చెప్పారు వారంలో అరవై ఒక్క లక్షల గృహాలను సందర్శిస్తే నలభై ఏడు లక్షలకు పైగా మద్దతు తెలిపారని వెల్లడించారు వారం రోజుల సమయంలోనూ అనూహ్య మద్దతు కనిపించిందని మంత్రులు వెల్లడించారు జగన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచే వారి నుంచి మిస్డ్ కాల్ కోరుతున్నామని స్వచ్ఛందంగా ఎనిమిది రెండు తొమ్మిది ఆరు సున్నా ఎనిమిది రెండు తొమ్మిది ఆరు సున్నా నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి మద్దతు తెలుపుతున్నారు చరిత్ర పుటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు సీఎం వైఎస్ జగన్ పట్ల విశ్వాసం దీవెనలు మెండుగా ఉన్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు ఇదేదో మొక్కుబడి సర్వే కాదు జగనన్న సైన్యం ప్రజల వద్దకు వెళ్ళి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను చెప్పి వాళ్ళ మద్దతుతో సర్వే చేస్తున్నారని వివరించారు రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని వర్గాల నుంచి స్వచ్ఛందంగా మద్దతు వెల్లువెత్తుతోందని చెప్పారు మా భవిష్యత్తు జగనన్నే రాష్ట్ర భవిష్యత్తు జగనన్నే మన పిల్లల భవిష్యత్తు జగనన్నతోనే సాధ్యమని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఉండదని మంత్రి జోగి రమేష్ వివరించారు జగన్ నిజమైన అభివృద్ధి చేశారని చెప్పేందుకు మెగా పీపుల్స్ సర్వే మొదటి వారం ఫలితాలు సాక్ష్యమని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు నాలుగేళ్ల పరిపాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని గణాంకాలతో ప్రజలకు వివరిస్తున్నామన్నారు మొదటి వారంలోనే ఇన్ని ఫలితాలు రావడం సంతోషంగా ఉందని చెప్పారు సంక్షేమ పథకాలు కులాలకు మతాలకు ప్రాంతాలకు చివరకు మా పార్టీకి ఓటు వేయని వారి దగ్గరకు కూడా వెళ్లేందుకు సాహసం చేస్తున్నామంటే ఎంత పారదర్శకతతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామో గమనించాలని మంత్రి సురేష్ కోరారు రెండో వారం మెగా పీపుల్స్ సర్వే ప్రారంభిస్తున్నట్లు మంత్రి వివరించారు